Hi friends welcome to my channel friends మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చూసే ఉంటారు ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ని అన్బాక్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండ్ ఆ ప్రోడక్ట్ ఏంటంటే జబ్రోనిక్స్ సౌండ్ బార్ ఇది వచ్చేసి నేను పనిచేస్తున్న కంపెనీలో మాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇది చాలా మంచి ప్రోడక్ట్ ఓపెన్ చేసాం ఆల్రెడీ సీల్ ఓపెన్ చేశా అంటే తీయడం కొంచెం కష్టంగా ఉండాలి ముందుకి వీళ్ళైతే మనకి సేఫ్ ప్యాకింగే ముందు ప్రొవైడ్ చేస్తున్నారు ముందుగా మనకు ఈ స్పీకర్ ఏం కాకుండా అండ్ దీని లోపల వచ్చేసరికి మనకి ఒక మాన్యువల్ అండ్ జాక్ పిన్స్ మన టీవీ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ మనకు ఒక వీళ్ళు ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రిమోట్ వచ్చి చాలా ఆసంగా ఉంది చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఒక ప్రీమియంగా పడుకున్న ఫీలింగ్ వస్తుంది అండ్ మనకి వీళ్ళు అయితే వాల్ క్లాంప్లు ప్రొవైడ్ చేస్తున్నారు వాల్ క్లాంప్స్ ఇవి మన వాల్కి తగిలించుకోవచ్చు ఈ స్పీకర్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఐటమ్ ఎలక్ట్రానిక్ సౌండ్ బార్ వీళ్ళు మనకి అయితే సేఫ్ ప్యాకింగ్ ఇస్తున్నారు ఇది మంచి మనకి ఒక మంచి సేఫ్ ప్యాకింగ్తో మనకి ప్రొడక్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కవర్ చేస్తున్నాం స్పీకర్ అయితే చాలా అందంగా చాలా బ్లాక్ కలర్ షైనింగ్తో చాలా అందంగా అయితే ఉంది స్పీకర్ ఇది వచ్చేసరికి మనకి Zebronic sound bar juke bar two double five zero మోడల్తో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి input fifteen volts and sixteen one point six ampere output వచ్చేసి థర్టీ ఫైవ్ వాల్ట్స్ చాలా లౌడ్గా ఉంటుంది స్పీకర్ మాత్రం సౌండ్ మాత్రం ఇది మన రూమ్లో పెట్టుకుంటే అంటే దీనికి dual speakers glow speaker and dual speakers provide చేస్తున్నారు అందుకే సౌండ్ ఎక్కువ వస్తుంది దీన్ని అయితే మనం టెస్టింగ్ చేసేద్దాం ఓకేనా ఇది వచ్చేసి మనకి బాక్స్లో మనకి ప్లగ్ అంటే ఇన్పుట్ వాళ్ళు కేబుల్ కూడా ఇస్తున్నారు ఈ బాక్స్కి ఇది మనం లోపలేం రాదు బాక్స్ బ్యాక్ సైడ్ మనం చూసుకోవాలి బ్యాక్ సైడ్ ఒక చిన్న స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో మనకి వాళ్ళు ఇన్పుట్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకి ఇన్పుట్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీన్ని మన రాజు పెట్టడం అంటే ఇవన్నీ మనం లోపల పెట్టేద్దాం అన్నీ మనం సౌండ్ బాక్స్ చెకింగ్కి తీసుకెళ్తాం Thank you. ప్రజెంట్ అయితే జేబ్రానిక్స్ సౌండ్ బార్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది ఆడియో టెస్ట్ కూడా అయిపోయింది ఆడియో అయితే చాలా డ్యూల్ స్పీకర్స్ కాబట్టి చాలా లౌడ్గా వస్తుంది చాలా బాగుంది అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి అన్బాక్సింగ్ కంటెంట్లు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే అన్బాక్సింగ్ వీడియో తప్పకుండా మిస్ కాకండి స్టేట్ యూన్